హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్రెష్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం విజిట్ అవుతున్న ఏరియా సైదాబాద్ ఇది కూడా హైదరాబాద్ సిటీ మెట్రోపాలిటన్ ఏరియాలో one of the area so మొత్తం లాగ్ వీడియో అయితే తీయడం జరిగింది సైదాబాద్ యొక్క ఏరియా వ్యూ సో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారా మేము ఇటువంటి ఏరియాస్ని మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది సైదాబాదు మీకు nearby Dilsukhnagar Malakpet areas ఉంటాయి సో ఇది కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన area thank you for watching